సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా స్టార్ట్అప్ కోచ్ సుధీర్ వర్మ గారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి welcome to academy of startups good morning sir good morning madam నమస్తే నమస్తే సార్ సార్ ఈ రోజుల్లో చాలా మంది నా ఎక్కువగా కొనేది క్లాత్స్ సో ఆల్రెడీ ఆల్రెడీ కొంటారు అవి మళ్ళా కొత్తవి మళ్ళీ తీసుకుంటారు సో పాత క్లాత్స్ ఉంటాయి కదా సార్ hmm. వాటితో మనం ఏదైనా బిజినెస్ చేయొచ్చా వెరీ గుడ్ పాత బట్టలతో వ్యాపారం అంటే ఖచ్చితంగా ఈరోజు మార్కెట్లో ఈ వేస్ట్ క్లాత్స్ లేదా ఓల్డ్ క్లాత్స్ని రీసైకిల్ చేసి వాటి నుంచి కొత్త రకాలైన బట్టలు లేదా ఇంటీరియర్ మెటీరియల్ లేదా హోమ్ అప్లయన్సెస్ మెటీరియల్ వీటితో తయారు చేసుకుంటున్నారు అంటే చూడండి టీవీ కవర్స్ కానీ ఫ్రిడ్జ్ కవర్స్ కానీ వాషింగ్ మెషిన్ కవర్స్ కానీ ఏసీలు కూడా వాళ్ళ కవర్స్ డిజైన్ చేస్తున్నారు ఎందుకంటే మీరు క్యాంప్కి వెళ్ళేటప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్ ఎక్కడికైనా హాలిడే ట్రిప్కి వెళ్ళారంటే అన్ని రోజులు మెటీరియల్ యూజ్ చేయరు లేదా కొన్ని రెంటల్ పర్పస్ మీద ఐటమ్స్ పర్చేస్ చేసి వదిలేస్తారు ఈ అయిన టైంలో టూ మంత్స్లో త్రీ మంత్స్లో రెంట్ ఆక్యుపెన్సీ జరగలేదు అనుకోండి టెనెంట్ రాకపోతే ఈ ఐటమ్స్ అన్నిటికీ పడతాయి ఈ విధంగా ఆల్రెడీ యూజ్ చేసిన క్లాత్స్ తోటి మీరు బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ లాంటివి లేదా ఇంట్లో హౌస్ హోల్డ్ అప్లయన్సెస్కి హోమ్ అప్లయన్సెస్కి కవర్స్గా కానీ కర్టెన్స్గా కానీ బెడ్షీట్స్గా కానీ బ్లాంకెట్స్ ద్వారా కానీ లేదంటే ఓన్లీ పిల్లో కవర్స్ ఉంటాయి లేదంటే బెడ్షీట్ కవర్స్ కూడా ఇవాళ ఎలాస్టిక్ మోడల్తో వస్తున్నాయి ఇటువంటి డిఫరెంట్ ప్రొడక్ట్స్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ని మనం మళ్ళీ రీసైకిల్ చేసి తయారు చేసుకోవచ్చు అయితే దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఖచ్చితంగా ఒక one lakh two lakhs rupees investment అవుతుంది ఒక ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఈ బిజినెస్ చేయడానికి టీమ్ మెంబర్స్గా అవసరం అవుతారు at the same time small machinery requirement కూడా పడుతుంది అంటే వచ్చిన క్లాత్స్ని అన్నింటినీ సెగ్రిగేట్ చేయడం దాన్ని ప్రాసెస్ చేయడం మళ్ళీ దాని నుంచి కొత్త మెటీరియల్ తయారు చేయడం దాన్ని స్టిచ్ చేయడం దానికి డిఫరెంట్ డిజైన్స్ ఇవ్వడం సైజెస్ మెజర్మెంట్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ఈ బిజినెస్ని మార్కెట్లో ప్రమోట్ చేయాలి అంటే మీకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ ఖచ్చితంగా వచ్చి తీరాలి ఎందుకంటే దాని ద్వారా ఎక్కువ మంది కస్టమర్స్కి మనకి రీచ్ అవ్వడం పాసిబిలిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీ సర్కిల్లో మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్లో ఎవరెవరికైతే ఈ ప్రోడక్ట్ని ఈజీగా ప్రమోట్ చేసుకోగలుగుతారో తద్వారా సేల్స్ పెరుగుతాయి మీకు ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ ఉన్నా సరే సేల్స్ తెలియ సేల్స్ చేయడం తెలియాలి సో ఆ విధంగా మన సేల్స్ ఎలా పెంచుకోవాలి మనకంటూ స్టాండర్డ్గా ఏ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్తో పరిచయం ఉంది ఆ నెట్వర్క్ ఆర్గనైజేషన్ ద్వారా మనకి రిఫరెన్స్ బిజినెస్ ఎలా వస్తుంది ఈ పారామీటర్స్ అన్నీ కూడా ఈ వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ ద్వారా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు అయితే ఇందులో ఏ ప్రోడక్ట్స్ చేయొచ్చు అంటే అన్లిమిటెడ్ అండి మీ క్రియేటివిటీని బట్టి మీ థాట్ ప్రాసెస్ని బట్టి ఏ కొత్త ప్రొడక్ట్ తయారు చేయగలరు అనేది మీ చేతుల్లో ఆధారపడి ఉంటుంది బట్ స్టాండర్డ్గా అయితే ఒక ట్వంటీ టు థర్టీ ప్రొడక్ట్స్ ఈజీగా మనం తయారు చేసి మార్కెట్లో మళ్ళీ వాటిని అమ్ముకోవచ్చు ఎందుకంటే చూడండి ఒక ఇంట్లో ఏ ఇంట్లో అయినా పిల్లలు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు వాళ్ళ క్లాత్స్ రెగ్యులర్గా పర్చేస్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఉంటుంది పిల్లలు యూజ్ చేస్తుంటారు ఆ క్లాత్స్ మళ్ళీ పనికిరావు లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అటువంటి అన్నింటినీ రీసైకిల్ చేయొచ్చు at the same time women గురించి చెప్పాలంటే ఇంకా క్వశ్చనే లేదు every year number of new dresses saris purchase చేస్తూనే ఉంటారు వార్డ్రోబ్ అంతా ఫుల్ అయినా సరే ఇంకా కొత్త డ్రెస్సెస్ లేవు అంటారు చాలా కామన్గా ఉండే విషయం సో ఎవ్రీ టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి డ్రెస్సెస్ మళ్ళీ పడిపోతాయి కాబట్టి ఎవరికో ఇచ్చేసే బదులు వాటిని రీసైకిల్ చేయగలిగితే వాటి నుంచి కొత్త బై ప్రొడక్ట్స్ తయారు చేసుకొని మళ్ళీ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కింద సేల్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది అంటే చూడండి ఎప్పుడు కూడా ఈ ఇండస్ట్రీ జరుగుతూనే ఉంటుంది నిత్యం దీనికి డిమాండ్ లేదు ఈ సెట్ అండ్ టైంకి బిజినెస్ పడిపోతుంది అటువంటి డౌట్ ఏమీ లేదు కొత్తగా ప్రొడక్ట్స్ తయారు అవుతూనే ఉంటాయి కాబట్టి వే వేస్ట్ క్లాత్ కూడా మనకి రెగ్యులర్గా లో కాస్ట్కి దొరుకుతుంది కాబట్టి ఈ బిజినెస్ మోడల్ని మార్కెట్లో మనం సక్సెస్ చేసుకోవడం దాని మీద డబ్బులు సంపాదించడం కొంచెం సులువైన పద్ధతి ఎస్ సార్ చాలా మంచి ఐడియా సార్ ఇది సో ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు మీరిచ్చే సపోర్ట్ ఏంటి మేడం ఎవరైనా ఈ బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే అసలు దీనికి మిషనరీ ఎక్కడ దొరుకుతుంది దానికి లోన్ ఎంతవరకు అవైలబిలిటీ ఉంది అందులో సబ్సిడీలు ఏమొస్తాయి ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ పేరుని ఎలా పెట్టుకోవాలి ఆ బ్రాండ్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి డిఫరెంట్ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఆ ప్రాసెస్కి సేల్స్ ఎలా పెంచుకోవాలి లేదా అక్రాస్ ఇండియా పాన్ ఇండియా మోడల్లో మన మోడల్ లాంచ్ అవ్వాలి అంటే మనకు ఉండాల్సిన బేసిక్ పారామీటర్స్ కానీ మనకు ఉండవలసిన బిజినెస్ స్కిల్స్ కానీ ఏంటి అట్ ద సేమ్ టైం ఫర్దర్గా బిజినెస్కి ఒక వన్ ఇయర్ రన్ అయ్యి సేల్స్ పెరిగే వరకు కూడా బ్యాక్ ఎండ్ నుంచి మనం సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి ఎన్నో చిన్న చిన్న ప్రాసెస్లు ఉంటాయండి through one to one appointment లేదా కన్సల్టేషన్స్ లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఉమెన్కి లేదా వేరే వాళ్ళు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ ఎండ్ నుంచి మన మెంటరింగ్ కన్సల్టేషన్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి చేయడం వల్ల వాళ్ళ పని ఈజీ అవుతుంది ఎందుకంటే మీకు చూడండి ఏ పని నేర్చుకున్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ బిజినెస్ నేర్చుకుంటాం బిజినెస్ మొదలు పెడతామంటే హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అండ్ వాళ్ళు ప్రాపర్ పర్సన్స్ కూడా అయ్యి ఉండాలి సో అటువంటి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కానీ కన్సల్టేషన్ ఎక్స్పీరియన్స్ కానీ మనకు ఉంది కాబట్టి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ని మనం హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి కొత్త బిజినెస్లు స్టార్టప్స్ ఎవరు మొదలు పెడదాం అనుకున్నా త్రూ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ మనం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇవ్వచ్చు వాళ్ళ బిజినెస్ని లేదా థాట్ ప్రాసెస్ని ఈ రోజు ఉన్నదానికన్నా ఖచ్చితంగా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మనం పెంచే ప్రయత్నం చేద్దాం ఈ రకమైన కన్సల్టింగ్ ట్రైనింగ్ సపోర్ట్ నా సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి ఐడియా సార్ ఇది thank you so much sir thank you చూసారుగా స్టార్టప్ బిజినెస్ మొదలు పెట్టడం దాంట్లో సక్సెస్ అవ్వడం అంత కష్టమేం కాదు మీరు కూడా స్టార్టప్ బిజినెస్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించండి అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ మరిన్ని వివరాలకు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి